Thank you. రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి గంట సింబల్ వస్తుంది గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు సో ఒకదాని తర్వాత ఒకటి టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ చాలా నిరాశతో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ సో అఫీషియల్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సికి సంబంధించినటువంటి విషయాన్ని విడుదల చేయటం జరిగింది ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే వివరాల్లోకి వెళ్తే జూలై ఆరున డిఎస్సి నోటిఫికేషన్ ఏపీలో పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జూలై ఆరున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు జూలై ఏడు ఆగస్టు తొమ్మిది మధ్య దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు పదిహేను నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం ఇస్తామన్నారు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టులకు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో పరీక్ష ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన తెలిపారు ఆగస్టు ఇరవై ఏడున ప్రాథమికకి విడుదల చేస్తామని తెలియచేయటం జరిగింది